నా శ్రీకాంత్ ప్రాణ త్యాగం చేసినమా నా ఈశాంత్ నా త్యాగం చేసింది గజన్న త్యాగం వాళ్ళ త్యాగం అన్నా కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందన్నా ఎందుకు ఇవ్వాలన్నా కేసీఆర్ కుటుంబాన్ని ఒక్కసారి ఆలోచన దానికోసమే పై చేస్తున్నామన్నా దానికోసమే ప్రజా సంగ్రామ యాత్ర ఈ కుటుంబాన్ని అంత కుటుంబ బలంతం ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నా